Hey guys, acquiring the right talent is the most important key to growth. Are you looking for your career path? Let's have look into this video మీరు బీటెక్ చేసి కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేక వేరే డొమైన్కి చేంజ్ అవుదాం అనుకుంటున్నారా then without wasting your time choose your option to HR domain ఈ హెచ్ఆర్ ప్రాసెస్లో మనకి చాలా స్టెప్స్ ఉన్నాయి సో అంతకంటే ముందు మనకు ఒక డౌట్ క్రియేట్ అవ్వచ్చు ఈ జాబ్ని హ్యాండిల్ చేయగలమా లేదా అని first you should have good communication skills this the first step in this process after that recruitment అసలు ఈ రిక్రూట్మెంట్ అంటే ఏంటి కంపెనీ ప్రాఫిట్స్ ఏంటి అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఇండియాలో అయితే ఎలా యుఎస్లో అయితే ఎలా అని మీకు చాలా డౌట్స్ క్రియేట్ అవ్వచ్చు వాటికి క్లారిటీ అండ్ కన్క్లూజన్కి రావాలనుకుంటే let's join in this training programme it will helpful to get knowledge on recruitment so వచ్చేసి one month and daily one hour fee three thousand who can't pay that much amount can go for negotiation, who can join MBA, MCA degree, BTech, etc. Who are interested on this concept, please welcome to join this SA online training. Please contact below number 7989392547.